ఓం శ్రీ మమ కోటగ్రీ నమ యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ you can see twenty two year old my mother signature Gayatri is dead before reaching home okay and my father's signature birthday February twenty sixth okay this is one accident okay బస్తో తొక్కించి చంపుతామన్నారు ఆర్టీసీ బస్సు ఢీకొని వివాహిత మృతి ఓకే ఎవరికి పెళ్ళిళ్ళు కావట్లే కొద్దిగా కేసీఆర్గా నా పెళ్ళి ఆపేసి వచ్చి మా పీకిన ఐదు వందల కోట్లు ఇవ్వట్లే కొద్దిగా కేసీఆర్ కార్ చూడరా ఇట్లా కాలుతుందో ఇంకోటి ఈ కారు కాలిందా అక్కడేమో వివాహితము చచ్చిపోయింది నెక్స్ట్ ఉద్రిక్తలో ఇల్లు పట్టాలు వివాదం షేమాన్ తుర్కముండ కొడుకుల దోపుడి దహన కబ్జాకాండ so you can see how కొజ్జా KCR car is burning and what do call the uh, lady married lady okay February sixth my parents murder నన్ను బస్సుతో తొక్కించి చంపుతామన్నారు సేమ్ hmm? ఇంకా coming to this bluffing scoundrels road ఎక్కుతానంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన వైకాపా ఉప్పలపాడులో జనసేన నాయకులు కలిసి భోజనం వడ్డిస్తున్న Vaikapa MLA Rosaiah AP chief minister ఉండేవాడు రోషయ్య అని పవన్ జన్మదిన వేడుకల్లో Vaikapa MLA Rosaiah so shame on తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జా బ్లఫింగ్ కాండా ఫైట్ ఫోర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రా ఓం శ్రీం అమ్మ కోటాగ్రే నమ్మ stop paying taxes to this bluffing Islamic bastards of India limited pay to my account State Bank of India okay what the call two thousand seven nine four six seventy five ninety nine okay సో షేమాన్ తుర్కముండ కొడుకులో దోపిడీ దహన కబ్జాకాండ two thousand twelve Mayawati decrowning tour okay fight for freedom of అమ్మ కోటాగ్రా ఓం శ్రీం అమ్మ కోటాగ్రే నమ విత్ మాయావతి ఐ హ్యాడ్ నోటా మేరా బేటా okay so stop paying taxes to these Islamic scoundrels of India Limited. There was one more news I wanted to show, okay, but it is lying in somewhere background. Okay, So I shown you how this counters bluff and this teachers are ఐదుగురు అక్క చెల్లెళ్ళు అందరూ ఉపాధ్యాయులే దీస్ ఆర్ దొంగల బళ్ళు స్కూల్లో కాలేజీలు యూనివర్సిటీలు okay and these are the three farmers who committed suicide okay అప్పుల బాధతో and these police bastards are doing something Rishikonda so shame on తుర్కముండ కొడుకుల దోపిడి దహన కబ్జా బ్లఫింగ్ కాడ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ photograph freedom for printing our own currency and we are asking these all Islamic scoundrels to take whatever woman they want and get out of Amma Kotagra, go and दफन हो जाओ किंगडम ऑफ सऊदी अरेबिया में షే మోహన్ తుర్కముండ కొడుకుల దోపిడీ దహన బఫింగ్ కాండ కబ్జా కాండ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటగ్రా ఓం శ్రీ మమ కోటగ్రీ నమ